బిల్లీ స్టమ్స్ రాబోతున్నారు ఓ బిల్లీ స్టమ్స్ నేను అసలు నమ్మలేకపోతున్నాను కే నేను నీ ఫేవరెట్ స్టార్ ని ఇంకో ఆ రోజుల్లో చూడబోతున్నాను ఎలా ఉంది వాడి బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉందే వచ్చినా సూటిగా నుంచున్నాడు cake cake cake basement strong ಅನಿ ಬಿಲ್ಡಿಂಗ್ वीक ಅನ್ನೋ ಮಾತಾ ಲೇ ಬಿಲಿ ಶಂಸನ ಮಿಸ್ ಔತಾವು ನೇನೇ ಬಿಲಸೇನ ಅದಾನ ನಿ ಮಿಸ್ ಔನ నువ్వు ఇంత బాధగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదే నా కళ్ళ ముందు ఉండి కూడా నేను చూడలేకపోయాను నేను ఎలా సంతోష పెట్టాలో నాకు బాగా తెలుసు నిన్ను ఉత్సాహపరచడానికి ఒక పాట పాడి వినిపిస్తాను విని ఆనందించు నువ్వు బాధపడకరా మామా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనురా బాధపడకు బాధపడకు నా కర్మ పాలతోను ఈ ఈకతోను ఎంటర్టైన్మెంట్ చేద్దాం నీదేం జన్మ ఇప్పుడు ఇదంతా అవసరమా నీకోసం ఎవరో వచ్చారు చూడు హాయ్ కేక్ నువ్వు లావెక్కితే బాగోవు అదే విధంగా నేను సన్నపడితే బాగోను నిన్ను చూడ్డానికి కదా వచ్చాను నన్ను ఒకసారి చూడు చూడు చూడు చూడు సబా ఇక నా వల్ల కాదు చిరుతపులు గంటకు డెబ్బై ఐదు మైళ్ళ వేగంతో పరిగెడతాయి ముందున్న టీవీని ఎలా ఎరక నుంచి ఆపరేట్ చేశారో చూసావా సండే సండే సండే బిల్లి చంప్స్ ని కలుసుకోండి ఆయన గారిని కలవచ్చా తరువాత అంశం చైనా సమ్టైమ్ నేరాలు ఘోరాలు అందరికి నచ్చే విచిత్రాలు తమ్ముడు ఛానల్ మార్చు భయంకరమైన సాహస కృత్యం సమర్పిస్తున్న వారు Cheetah check real Cheetah check తో తయారు చేసిన ఏకైక drink ninety foot truck drive miss కాకండి ఒడుగు జట్టు పోటీ కారు ఎలుగుబంటి తలపడే సాహసం ఇది సూపర్ ఛాన్స్ ఇంకో ముఖ్యమైన విషయం పిల్లి స్టంప్స్ ని కలుసుకునే అవకాశం ఇరవై ఏడు బళ్ళని ఆయన అవలీలగా దాటే దృశ్యం దానికి మధ్యలో ఐపీఎల్ పగడతలు సంగీత కచేరీ ఒకే తొట్టిలో టాక్సిక్ వేస్ట్ ఉంటాయి ఏదో ఒక చీటా చెక్ క్యాన్ లో మేము ఒక గోల్డెన్ కీ పెట్టాం దాన్ని కనిపెట్టగలిగేది మీరే మీరే మీరే ఈ సాహసం చేసే పిల్లి స్టంప్స్ తో మీరు ప్రయాణం చేయొచ్చు కలిసి మనం ప్రయాణించొచ్చా నేను ఆ తాళాన్ని ఎలాగైనా కనిపెట్టాలి కమాన్ కేక్ నువ్వు ఆ తాళాన్ని కనిపెట్టాలంటే గంగాళాలు గంగాళాలు ఆ ప్రోడక్ట్ ని తాగాల్సి ఉంటుందే ఖచ్చితంగా నువ్వంతా తాగలేవు కానీ నేను తాగలను నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు ఇవన్నీ కష్టపడి చేయను మామ ఇష్టపడి చేస్తాను ఏంటి ఎప్పుడో లేని ఇటువైపు వచ్చారు ఓవర్గా తిన్నాను తలనొప్పి వస్తుంది జోక్ చేశానంతే నాకు అది కావాలి ఎంత కావాలన్నా తిను కానీ మిషన్ మాత్రం వదిలే ఓకే మీకు ఇప్పుడు ఏం కావాలి నీ దగ్గర ఉన్న చీటా చక్కు అంతా నాకు కావాలి అది మాత్రం కుదరదు ఇక్కడ ఉన్న వాటిని అంతా అందరూ తాగేశారు ఐఎమ్ వెరీ సారీ కానీ నువ్వేం దిగులు పడకు నేను మాత్రం కొన్ని తీసుంచాను నాకారే అందుకే కొంచెం బిల్డప్ ఎక్కువగా ఉంది అవసరానికి పనికొస్తాయని కొన్ని తీసి డిక్కీలో పెట్టాను ఈ విషయం మా నాన్నగారి కూడా తెలీదు సూపర్ నేను ఇవ్వాలి ఏమి ఇవ్వకర్లేదు ఖర్చు నేను చూసుకుంటాను ఈ పోటీలో నువ్వు గెలిచి చూపించు ఏమంటావు Oh! <laughs> <laughs> నువ్వు అదరగొట్టావు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే ఇక నేను రెచ్చిపోతాను నువ్వేమంట ఇంకా మనం టైం వేస్ట్ చేయకూడదు సినిమా చూపిద్దాం మనం ఎలాగ నొప్పెడుతుంది నాకు ఐడియా వచ్చింది కుదరదు ఈ రోజు మీ చెల్లెలతో కలిసి సరదాగా అలా వెళ్తున్నావు సారీ సార్ ఈ రోజు మేము బయటికి వెళ్తున్నాం నువ్వే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా ఏ విసిగించుకుంటా వెళ్ళండి నేను మీకు హెల్ప్ చేయలేనా నేను లేనప్పుడు నా బైక్ ఎవడో పాడు చేశాడు వాడు కానీ నా చేతికి దొరకాలి అప్పడం అయిపోద్ది బస్సు No! ఏంటి మీ ఇద్దరికి లిఫ్ట్ కావాలా హీరోకే హీరోలా వచ్చా మెరుపులా వెళ్ళి మిమ్మల్ని క్షణాల్లో స్టేడియంలో చేరుస్తాను సీట్ బెల్ట్స్ పెట్టుకోండి బాగా ఆలోచించు అదే నువ్వేస్ డిక్కీ ఓపెన్ చేయి ఓ యా అదే నేను ఇంకేదో అనుకున్నానులే మీరు అదే స్పీడ్ మీద ఉండండి నేను వెనకాల వస్తున్నాను కుదరదనుకుంటానే చిరుతపులు గంటకు డెబ్బై ఐదు మైళ్ళ వేగంతో పరిగెడతాయి మీరందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సాహసం ప్రారంభం కాబోయే సమయం కానీ బిల్లీ స్టంప్స్ ప్రయాణం చేయడానికి ఆ గోల్డెన్ కీని ఇంతవరకు ఎవరూ చేయలేదు నేను వచ్చేసాను ఓ అద్భుతం ఆ గోల్డెన్ కీని ఒకరు సంపాదించారు కంగ్రాచులేషన్స్ నేనే బిల్లీ అమ్మా ఆ కొంప మునిగింది నువ్వు సాహసం చేస్తున్నానన్న పేరుతో నా ట్రక్కుని నాశనం చేసేశావు కానీ దుమ్ము దులిపేశావు Yeah. నువ్వు నిజంగానే చాలా బాగా కొట్టేశావు నీ పేరేంటి కిక్ కిక్ బటౌస్కి ఇతనే కిక్ బటౌస్కి మొత్తం అంతా ఇప్పుడు అతను మంచి ఖుషీలో ఉన్నాడు డిస్టర్బ్ చెయ్యకు రొప్ప